Rajesh Mahasena welcome to Mahasena media ఈ భారతదేశంలోని హిందూ సోదరులందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు కౌరవుల లేక పాండవుల ఎందుకంటే కౌరవులు పాండవులు కూడా హిందువులే కానీ కౌరవులకి పాండవులకి చాలా తేడా ఉంది మనం మీ అందరికీ తెలిసిన విషయమే కౌరవ సభలో నిండు సభలో ద్రౌపదిని తీసుకెళ్లి ఆమె చీరను విప్పుతూ వస్త్రాపారణం చేయబోయి ఒక స్త్రీని అవమానించిన కారణంగా మొత్తం కురువంశం అంతా నాశనం అయిపోయింది ద్రౌపది వస్త్రాపహరణం చేయటం మొత్తం కౌరవులందరూ కలిపి చేయలేదు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కలిపి చేయలేదు కేవలం దుశ్శాసురుడు అనేవాడు ఒకడే చేశాడు కానీ ఆ ఒకడే చేసిన తప్పుని సభ అంతా చూస్తూ మౌనం వహించడం వల్ల ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కడు చచ్చాడు కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి మహాభారతం చదవండి ఆ రోజున వస్త్రాప వస్త్రాపహరణం జరిగే సమయంలో ఆ కౌరవ సభలో ఆ నిండు సభలో ఉన్న ప్రతి ఒక్కడు కురుక్షేత్రంలో చచ్చిపోయాడు అంటే ఇక్కడ తప్పు చేసినోడు ఒకడే కాదు ఆ తప్పుని చూస్తూ సహించినోడు కూడా నాశనం అవ్వక తప్పదు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్త్రీకి అవమానం జరిగినందుకే కురుక్షేత్రం జరిగి దాదాపు పద్దెనిమిది లక్షల మంది చచ్చిపోయారు అలాంటిది కర్ణాటకలో ఒకసారి వీడియో చూడండి ఆడపిల్ల కాలేజీకి వెళ్ళే ఆడపిల్ల ఆ ఆడపిల్లని వందల మంది కౌరవులు అక్కడ అవమానపరుస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తూ ఊరుకుంటున్నారు వీడియోల్లో చూస్తున్న సోషల్ మీడియాలో మీడియాలో చూస్తున్న హిందువులందరూ కూడా చూస్తూ మౌనం వహిస్తున్నారు ఇది ఇలాగే కంటిన్యూ అవుతే ఖచ్చితంగా మనకి నాశనం తప్పదండి ఎందుకంటే స్త్రీని అవమానించిన ఎవడు కూడా ఈ భూమి మీద ఎక్కువ కాలం బతికి పట్టగట్టడు వాడికి సరైన పరిస్థితి ఉండదు నాశనం తప్ప ద్రౌపది అనే ఒక స్త్రీని కౌరవ అవమానించినందుకే కౌరవ వంశం మొత్తం నాశనం అయిపోయింది కానీ ఇక్కడ ఆడపిల్లలు వెళ్తూ ఉంటే బుర్కాలు ధరించి ఆడపిల్లలు కూడా మన భారతీయ స్త్రీలే మన భారతీయ ఆడపిల్లలే అలాంటి ఆడపిల్లల మీద వికృత ఆనందం అంటే దుశ్శాసనంలాగా ఆనందపడతా ఉంటే ఆ చుట్టూరా ఉన్న వాళ్ళు కౌరవంలాగే కౌరవ సభలాగే దాన్ని చూసి చేతగాని తనంతో మౌనంగా ఉంటే గనక ఖచ్చితంగా నాశనం తప్పదు నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని మనం పాండవులు అనుకుంటే గనక ఖచ్చితంగా అలా ప్రవర్తించే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కౌరవుని కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది న్యాయం వైపు స్త్రీల వైపు మనం నిలబడే అవసరం లేదా అది చూస్తూ ఉంటే నాకే రక్తం మరిగిపోతుంది వీడియోలో చూస్తూ ఉంటే ఆడపిల్లలు అలా ఆడపిల్లల అలా అవమానిస్తూ అంత దారుణంగా వాళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఆ ముస్లిం సోదరులే పాండవులు అవుతారు వాళ్ళకే ఇప్పుడు కురుక్షేత్రం ఒకసారి గమనించండి ఓన్లీ పాండవులు ఐదుగురు వెళ్ళి కౌరవులు చంపలేదు పాండవులకి కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేశాయి ఎందుకు సపోర్ట్ చేశాయి అంటే కౌరవులు చేసిన ఆ స్త్రీకి చేసిన అవమానాన్ని బట్టి వాళ్ళు చేసిన తప్పు అని పాండవులకి చాలా రాజ్యాలు సహకరించి కౌరవుల్ని నాశనం చేశాయి ఇప్పుడు కనుక హిందువుల్లో ఉన్న పాండవులు లాంటి మంచి ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ఈ కౌరవులను ఎదుర్కోకపోతే ముస్లింలనే పాండవులుగా అనుకుని చాలా మంది వాళ్ళకే సపోర్ట్ చేస్తారు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఈ భారతదేశంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే ఈ కౌరవుల్ని ఇమీడియట్ గా కట్టడి చేయకపోతే మొత్తం హిందూ సమాజానికి నాశనం కొందేస్తున్నాడు ఒక్క దుశ్శాసనుడి వల్ల కురువంశం మొత్తం నాశనం అయిపోయి పద్దెనిమిది లక్షల మంది చచ్చిపోయారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల కొన్ని లక్షల మంది చనిపోవడానికి మతానికి ఈ మతానికే చెడ్డ పేరు వచ్చి ఈ మతం నాశనం అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎవడో అంటాడు ఒకడు బ్రహ్మజ్ఞానులకు రేపు పాపం కాదు అంటే హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని రేపులు చేస్తావు అన్నాడు ఇంకొకడు దొంగతనం చేసి శ్రీకృష్ణుల వాళ్ళు దొంగతనం చేశారు నేను దొంగతనం చేస్తానని దొంగతనాన్ని హిందూ మతం మీద అంటగట్టి హిందూ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు కొంతమంది ఇప్పుడు స్త్రీలను అవమానిస్తూ అది హిందూ మతం వల్ల మేము అవమానిస్తున్నాం జై శ్రీరామ్ పేరుతో అవమానిస్తున్నాం అని ఆ హిందూ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు వీళ్ళ చేసే రేపులు దొంగతనాలు ఇలాంటి దౌర్భాగ్యమైన పనులన్నీ కూడా హిందూ మతానికి అంటగడుతున్నా హిందువులందరూ చూస్తూ ఊరుకుంటే ఖచ్చితంగా ప్రపంచం ముందు హిందూ మతం దోషిగా నిలబడుతుంది ఒక్కడు తప్పు చేసి ఆ తప్పును మొత్తం మతానికి అంటగడుతున్నాడు నేను పిలుపునిస్తున్నాను హిందూ మతంలో ఉన్న సోదరులందరికీ పాండవుల్లో వచ్చి ఈ కౌరవులు లాంటి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న ఈ అన్యాయాలను ఎదుర్కోండి మన జాతిని మన ధర్మాన్ని కాపాడండి భారతదేశం అంటే ఇది తప్పు చేస్తే సొంత మతస్థుడనే సరే వీళ్ళు ఎదుర్కొంటారు వాళ్ళు శిక్షించారనే ఆ మెసేజ్ ని ప్రపంచానికి పంపించాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్ జై జయ మహాసేన